తన పని అయిపోగానే రోడ్డు మధ్యలో రాయి ఉంచి వెళ్ళిపోయాడు ఒకడు ప్రమాదాలు జరుగుతాయని తెలిసి చూసి కూడా స్పందించకుండా వెళ్ళిన ప్రబుద్ధులు ఎందరో ఇలా ఒక రాయి రోడ్డు మధ్యలో ఉంటే ఎవరెవరు ఎలా స్పందిస్తున్నారో తెలుసుకోవడానికి మేము చేసిన చిన్న ప్రయత్నమే మా ఈ ప్లాన్ ఇది ఇదిగో ఇతన్ని చూడండి ఫోన్లో తెగ మాట్లాడుతూ వస్తున్నాడు ఇతడేం చేస్తాడో చూద్దాం ఇంతకుముందు ఒకరిని చూసాం ఇప్పుడు ఇతన్ని చూద్దాం ఇతడేం చేస్తాడో చూసారా ఇంతమంది ఆ రాయి పక్క నుంచి వెళ్తున్నారు కానీ ఒక్కరికి కూడా దాన్ని పక్కకు తీద్దామనే ఆలోచనే రాలేదు అసలు మనుషుల్లో మానవత్వమే లేదా పక్కవాడి క్షేమం గురించి ఆలోచించే వారే లేరా కళ్ళున్నా స్పందించని మనం వాళ్ళము చూపు లేని తను గుడ్డివాడ చూడటానికి చూపున్నా స్పందించే హృదయం లేని వారెవరైనా గుడ్డివాళ్ళతో సమానమే కదా ఒక్కసారి ఆలోచించండి చూపు లేకపోయినా కళ్ళ నిండా మానవత్వాన్ని నింపుకున్న అంధులకు మా ఈ చిత్రం అంకితం